హలలుయ పరిశుద్రా నీకు వందనాలయ పరిశుద్రా నీకు వందనాలు గ్లోరి హలలుయ ఏసయా నీకు వందనాలు వందనాలు వందనాలు వందనాలు ప్రభువా నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా గ్లోరి హలలు ఎంత కృపామయుడైనటువంటి దేవాతి దేవుడు మనకున్నాడు ఈ పగటి వేళ ఎంతమంది కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలుగుతున్నారు ఓ గ్లోరీ గడిచిన వారకాలం అంత దేవాతి దేవుడు మనల్ని మన కుటుంబాన్ని సంరక్షించి ఆయన మనల్ని నడిపించినటువంటి ఏ యోగ్యత లేనప్పటికీ ఏ అర్హత లేనప్పటికీ కూడా ఆయన మనల్ని నడిపించినటువంటి విధానమును బట్టి ఎంతమంది దేవునికి స్తోత్రాలు చెల్లించగలుగుతారో స్వరమెత్తండి కొన్ని నిమిషాలు ఎవరు మౌనంగా ఉండదు ఎవరు మౌనంగా ఉండదు మీ గృహాల్లో ఉన్నప్పటికీ కూడా ఓ స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం అందరూ మోకాల మీద ఉండి మోకాల మీద ఉంటూ దేవుని సన్నిధిలో glory Jesus glory Jesus glory Jesus glory Jesus ఏసయానికి స్థుతియా ఏసయానికి స్థుతులయ్యా ఏసయానికి స్థుతులు హో గ్లోరీ చీసస్ ఆమె మన కొరకు ఎన్నో అద్భుతాలు చేయగలగటానికి శక్తి కలిగినటువంటి ఓ ఏసయానికి స్తోత్రం గ్లోరీ మన ఊహలకు అందనటువంటి గొప్ప కార్యాలు ఓ చీస ఆమెన్ హలలుయ యహలలు యహలలు హలలుయ ఆయన అనుదినము మన కొరకు చేస్తూ ఎన్నో మేలులు మన కొరకు చేస్తూ ఓ మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ దేవాతి దేవునికి కోట కోట్ల స్థుతులు చెల్లించిన ఓ ఎన్ని స్థుతులు అర్పించిన ఎన్ని ఓ ఎన్ని ఎన్ని ఎన్ని కార్యాలు చేసినా ఆయన రుణాన్ని మనం మనం తీర్చుకోలేము ఈ పగటి వేళ ఎంతమంది దేవుని దేవునికి కృతజ్ఞత కలిగి దేవునికి స్థుతులు చెల్లించగలుగుతారో స్వరం ఎత్తండి కొన్ని నిమిషాలు గ్లోరి స్వరమితి స్వరమితి హాలలు హలలు గ్లోరీ జీసస్ ఆమెన్ హలలు హలలు హలలు హలలు దేవానికి వందనాలు ప్రవ్వానికి వందనాలయ్యా దేవానికి స్థుతులయ్యా ఏసయానికి స్థుతులయ్యా గ్లోరి హలలు ఏసయా నీకు వందనాలు వందనాలు ప్రభా హలలు ఆయన మనకు చేసినటువంటి మేళను కింద జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకు చేసినటువంటి గొప్ప కార్యాలను కింద తలంచుకుంటూ దేవునికి బిగ్గరగా ఓ hallelujah hallelujah hallelujah hallelujah స్తోత్రమయ్యా నీకు వందనాలయ్యా స్థుతులు దేవా స్థుతులు దేవా కృతజ్ఞతతో స్థుతి పాడేదన్ నా యేసునాథ నాకై నీవు చేసిన మేళకై ಕೋಟಿ ಕೋಟಿ ಕೃತಜ್ಞತಲು ಕೃತಜ್ಞ ತೋ ಸ್ತುತಿ ಪಾಡೆದ లేని నాపై నీదు ప్రేమ చూపినా కృపామయా అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపినా కృపామయా lugar. కృపామయ్యా నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమామయ్యా నా ఊహల కంటేను అధికముగా దయచేయు కృతజ్ఞతతో స్థుతి పాడేద నాయే నాకై నీవు చేసిన వేళకై కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్థుతి పా కై నీవు చేసిన వేళకై కోటి కోటి కృతజ్ఞతలు రెండవ స్థల పొరలకు మేము చేస్తూ కృతజ్ఞతతో స్థుతి పాడేదా నాకై నీవు చే మేలకై కోటి కోటి కృతజ్ఞతలు నా మహిమా చూచుటకు నిన్ను నీవే సమర్పించుకో మరువగా మనుజులల్లా నిన్ను మరచినా నేను నిన్ను మరచెదనా ఆ మనుజులల్లా నిన్ను మరచినా నేను నిన్ను మరచెదనా అరచేతిలో నిన్ను మోయుచు అనుదినం నడిపేద భూవిలో అరచేతిలో నిన్ను మోయుచు అనుదినం నడిపేద భూవిలో aniquilar. స్తంభమై ఉన్నానంటివే అగ్ని స్తంభమై ఉన్నానంటివే మేఘ స్తంభమై ఉన్నానంటివే అగ్ని స్తంభమై ఉన్నానంటివే బడి శ్రమలొచ్చినా నిన్ను విడువను ఆమె ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా ఎస్సయ్యా ప్రేమతో నిన్ను కలుగును కన్న తల్లి వాలే ఆదరించితివే కన్న తండ్రి వాలే జాలి ఉంచితివే నిందలొచ్చినే నీరసిల్లినా నీ ఆత్మతో ఆదరించితివే ప్రేమతో నిన్ను ఆరాధింతును స్వరమితి ప్రియుడా నా ప్రేమతో నిన్ను ఎరుగుదును ప్రియుడా నా ఎసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధిందును ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన రెండు హస్తాల పురలోకం వైపు చాపుతూ పాడదాం ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్వరమెత్తి ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఓహో ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధ అందరూ రెండు హస్తాల పరలోకం వైపు చాపు స్వరం ఎత్తి కొన్ని నిమిషాలు ఓ ఆరాధనా ఆరాధనా ఆరాధనా నా ఏ అర్హత లేనప్పటికీ ఏ యోగ్యత లేనప్పటికీ ఇదిగో ఆయనను ఆరాధించడం గొప్ప భాగ్యము ఇదిగో ఆయనను సేవించడం గొప్ప భాగ్యము ఆ దేవాది దేవుడు మనకి ప్రసాదించినందుకు ఎంతమంది దేవునికి స్తోత్రాలు చెల్లించగలుగుతారు స్వరమెత్తి కొన్ని నిమిషాలు ఓ హలలు హలలు హలలు అందరము స్వరం ఎత్తుదాం కొన్ని నిమిషాలు గ్లోరీ జీసస్ హలలుయ హలలుయ పరిశుద్రానిక స్తోత్ర హలలుయ హలలుయ హలలుయ ఓ స్థుతి ఓ హలలు ఆయన మనల్ని ఆదరించినట్టు గొప్ప అయినాడు ఇదిగో దేవుడు ఆ అగ్ని స్తంభముగా మనల్ని నడిపించినటువంటి గొప్ప దేవుడు ఇదిగో మేఘ స్తంభమే మనల్ని నడిపించినటువంటి గొప్ప దేవుడు ఓ హాలలు హాలలు ఎవరు మనల్ని చేయి విడిచినప్పటికి ఎవరు మనల్ని మర్చిపోయినప్పుడు ఈ పగటి వేళ ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తూ అనునిత్యము మనకు తోడయుండి మనల్ని నడిపించినటువంటి గొప్ప దేవాది దేవునికి స్వరమెత్తుకొని నిమిషాలు స్వరం నిమిషాలు ఓ ఆరాధన ఆరాధన ఏసయ్యా నీకు స్తోత్ర ఎంతమంది కృతజ్ఞత స్థుతులు చెల్లించగలుగుతారు స్వరమెత్తనుకొని నిమిషాలు స్వరమెత్తనుకొని నిమిషాలు మనుషులల్లా మనల్ని మర్చిపోయినప్పుడు ఇదిగో మనల్ని మర్చిపోకుండా మనల్ని నడిపించడండి ఓ ఆ గొప్ప ఏసయ్య మన మధ్య సంచరిస్తున్నాడు ఇదిగో మన కూడా అరాల్లో ఆయన సంచరిస్తున్నాడు ఇవ్వగటి వేళ ఎంతమంది విశ్వసిస్తున్నారు ఎంతమంది నమ్ముతున్నారు స్వరం ఇతను కొన్ని నిమిషాలు హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఓహో ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఓహో ఆరాధనా ఆరాధనా आराधना आराधना के आराधना आराधना में आराधना आराधना वो आराधना आराधना आराधना आराधना రెండు హస్తాలు పరలోకం వైపు చాపుతుకుని నిమిషాలు అదే వాతి దేవుడు మనల్ని దీవించి మనల్ని ఆశ్రదించి ఈ పగడు వేళ ఆయన సన్నిధిలో ఉండడానికి ఆయన స్థుతించడానికి ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి తరుణమును బట్టి కొన్ని నిమిషాలు దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించగలుగుతామా